ఏంటే రూపాయికి నాలుగా రే ఇందా ఉండే ఇప్పుడు చెక్కుడు అంటే నాకు అసలు టెన్షన్ వచ్చేస్తుంది వెళ్ళి స్టేట్ కలిసి వస్తానే ఇంకో ప్లేస్ జాగ్రత్తగా చూస్తుంది నేను చూస్తా ఎవరు నీ వెనకాల నేనే ఎర్రగలిసి సారీ సార్ తోపడి తోస్తున్నారు వెనకాల please sorry sir sorry sir sorry sir నిలబడండి సార్ సారీ ఎన్ని సార్లు సారీ అంటారు నువ్వు కళ్ళు నెత్తికక్కయ్యా ఒళ్ళు పలిసిందా ఇదిగో మర్యాదగా మాట్లాడవయ్యా సారీ చెప్తాను కదా నేను కూడా నిన్ను ఒక్కటి పీకి సారీ అని చెప్తే సరిపోతుందా కొడతాడే కొట్టడం కాదురా కాళ్ళు విరగొట్టా తోసిన జరగ ఆర్గ్యుమెంట్ ఒకటి గుర్తుకోవడానికి అయ్యో మీరా అయిపోయాను రోయ్ సార్ ఇందాక మీ ఫోన్ చేసినప్పుడు నిజంగానే నాకు ఫీవర్ ఉంది సార్ అది ఒకటి ఫోన్ ఇలా పెట్టే కానీ ఫీవర్ అలా పోయింది సార్ సార్ ఒక్కసారి నేను ఆఫీస్కి రానని చెప్పి మీకు ఫోన్ చేశాక నేను ఆఫీస్కి వస్తే మీరు ఫీల్ అవుతారు కదా సార్ అందుకే రాలేదు సార్ ఇంట్లో టైం పాస్ కాకపోతే సరదాగా ఇలాగ వచ్చారు అన్ని దెబ్బలు ఉన్నాయండి సార్ నేను కొట్టిందంటే ఓపెన్ చేయండి సార్ నా ప్లేస్లో మీరు నుంచండి మనం త్వరగా వెళ్ళిపోవచ్చు అది నుంచోండి సార్ అవ్వా మీ భాష సారీ తన పెట్టాను సారీ అయిపోయింది నేను eh, eh, eh, తప్పేసాడే నన్ను టేక్ ఇట్ రే తుమ్ముతలపరా వెళ్ళలేసిపోయింది పాపండి సార్ మీరు వాడికి ఇరవై ఇస్తున్నారు కదా వాడు మీకు నలభై ఇస్తాడు అడగకుండానే ఇచ్చారుగా టేక్ ఇట్ ఈజీ సార్ వెళ్ళండి సార్ ఇదిగోండి నమస్తే Nein, nein. Da, da, da. ఈ నలభైని ఎనభై చేయండి ఎనభై నూట అరవై చేయండి నూట అరవై మూడు లక్షల ఇరవై వేలు చేయండి చాలు చాలే నాకు ఇచ్చింది చాలు చేతులారా అదృష్టాన్ని పాటు చేసుకుని బ్రెయిన్లెస్ పిల్లలు ఇదిగోండి ఇది ఎంత ఇది ఐదు వేలే ఎనిమిది ఇదిగోండి ఎనభై వేలు త్వరగా థ్యాంక్ యూ అబ్బా ఇప్పటికి మూడు సార్లు డబ్బులు కట్టాం ఈసారి డబ్బులు తీసుకుని ఇంటికి వెళ్ళిపోయి రేపు పొద్దున మళ్ళీ లైన్లో లో అవునరా పొద్దు నుంచి బిస్కెట్ ముక్క కూడా తెలియదు కాలు పీకేస్తున్నాయి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇదేంటండి క్లోజ్ అని పోటీ పెట్టారు టైం అయిపోయింది సార్ రేపు ఉదయం తొమ్మిది గంటలకు వచ్చి తీసుకోండి ప్లీజ్ మా ఇద్దరికి లేదు సార్ రూల్స్ ఒప్పుకో సార్ కొంచెం ముందుంటే మనం డబ్బులు hmm. తీసుకున్నాం మళ్ళీ పొద్దున్నే రావాలి మనం ఏం చేస్తాం పద రేపని హుషారుగా ఉండరా ఒక్క ఐదు నిమిషాలు ముందుంటేనా మనం ఈ పాటికి లక్షాధికారులు అయిపోయేవాళ్ళం చీ అదవా అంత ఈడి వల్లే వచ్చిందే క్యూలో నత్తనడక నడిచాడు రే అలాంటి టైంలో ఎలా ఉండాలి సినిమాకి బ్లాక్ టికెట్లు అమ్ముతారు చూడు వాళ్ళ క్యూలో అడ్డంగా వెళ్ళిపోయి కౌంటర్లో డబ్బులు తెచ్చేసుకోవాలి చూడు ఇప్పుడు వీడి వల్ల రేపొద్దున పెద్ద క్యూలో నుంచోవాలి బ్రిలియంట్ ఐడియా ఏంటిది మనం వెంటనే చేపలు తీసుకుని బయలుదేరదాం ఎక్కడికి ఎక్కడికేంట్రా ఇందాండు గోవిందా కంపెనీకి ఎందుకు ఎందుకేంట్రా మనం ఇప్పుడే వెళ్ళి ఆ షట్టర్ ముందు పడుకుంటే రేపు తెల్లారేసరికల్లా ఫస్ట్ క్యూలో మనమే ముందుంటాం అవునవును కరెక్టే ఈ రాత్రికి మీ ఇద్దరు వెళ్ళి అక్కడే పడుకోండి అంతేనంటావా సరే సరే అమ్మా రేయ్ ఈ దిండు కూడా పట్టుకో ఇవే ఇవేవ్ నువ్వు రెండు చేపలు తీసుకుని ఈ ఎదురు రావే పదండి నువ్వు ఎక్కడికి రా నువ్వు వెనకాలరా ఈ చలి రాత్రుల్లో మనకి పాటలేంట్రా బాబు ఎంతసేపు రా పట్టుమని ఆరు గంటలు చెప్ప అలా కళ్ళు మూసుకొని లేచి చూస్తే తెల్లారిపోతుంది Mm. ముందు నేను ఫస్ట్ నేను ఫస్ట్. నేను ముందు చల్ల నేను పడుకుంటారు లోపలికి వెళ్ళి పడుకోండి సార్ మంచి మనసు మీది త్వరగా వెళ్ళి మీరే ఫస్ట్ కౌంటర్ దగ్గర పడుకోండి అలాగే సార్ థ్యాంక్ యూ అబ్బా రేపు మెల్లిగా తగులుతుంది పైకి వస్తున్నా పదిహేను పదహారు లక్ష పదిహేడు పద్దెనిమిది తొంభై పంతొమ్మిది ఇరవై ఇరవై ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది కోటి రెండు కోట్లు మూడు కోట్లు నాలుగు కోట్లు ఐదు కోట్లు ఆరు కోట్లు ఏడు కోట్లు డబ్బులు ఏంటి రసీద్ తీసుకుని మీరు కదా మాకు డబ్బులు ఇవ్వాల్సింది మీ ఆఫీసులో మీరు మాకు డబ్బులు ఇవ్వాలి కానీ మేము ఇవ్వడం ఏంటి అర్థం లేకుండా మాట్లాడుతున్నారు మా మా ఆఫీస్ కదయ్యా మీరే మాకు డబ్బులు ఇదిగో మా దగ్గర ఆఫీస్ లో మీరు మమ్మల్ని డబ్బులు అడుగుతారు మాకేం సంబంధం లేదు మేము ఊరికే ఇలా పడుకున్నాం వాళ్ళు డబ్బు ఇస్తారేమని మేము ఇక్కడ పడుకున్నాం అంతేగాని మాకేం సంబంధం మంచిగా చెప్తాను మా డబ్బులు మాకు ఇచ్చాను మర్యాద ఏంటి ఇప్పుడు నాకు అర్థమైందిరా నాలుగు కౌంటర్లో ఎందుకు పుచ్చుకుంటున్నారో ఒక్క కౌంటర్ లోనే ఎందుకు ఇచ్చుకుంటున్నారానని నాకు అర్థమైందిరా నాలుగు కౌంటర్ లోను మన దగ్గర డబ్బులు తీసుకున్నప్పుడు లపక్కన తీసుకుని లపక్క లపక్కన తీసుకుని లపక్కన వేసుకున్నారు మనకి ఇచ్చినప్పుడు మాత్రం ఒకటి రెండు ఆ మూడు అని గంటకి వెయ్యి రూపాయలు డబ్బులు ఇచ్చి ఎవడో సేరు కొట్టేశాడు రా సారీ రా సారీ నీకేంట్రా ఏకం చేశారు నీకు డబ్బులు అవుతాయి డబ్బులు అవుతాయి అంటే డబ్బులు అనుకున్నాను రా ఇలా దవళ్ళు ఒళ్ళు అనుకోలేదురా ఎలా కరిచేసాడు సచ్చినోడు నేను అప్పుడే చెప్పాను ఇదేదో అనుమానంగా ఉంది అని ఆ అనుమానంగా ఉందని చెప్పావు కానీ ఇలా దెబ్బలు తగులుతాయని చెప్పావా మీరందరూ కాసేపు ఆపుతారా దెబ్బలు తగిలితే తగిలాయి డబ్బులన్నీ పోయాయి అంత నీ వల్లే నీ వల్లే నీ వల్లే ఆ